ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ప్రత్యేక సువార్త కూడికలు మరియు సర్కారు జిల్లాల దైవ సేవకుల కూడికలు బెరాకా ప్రార్థనా మందిరం బెరాకా నగర్ అద్దెకి తేదీలు జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు గురు శుక్రవారములు సర్కారు జిల్లాల దైవ సేవకుల ప్రార్థన కూడికలు రాత్రి ఏడు గంటలకు ప్రత్యేక కూడికలు శనివారం ఉదయం పది గంటలకు బాప్తిస్మములు ప్రత్యేక కూడిక ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ప్రత్యేక కూడిక దైవ వర్తమానికులు దైవజనులు భక్త సింగ్ గారి జత పనివారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్ములను ఈ కూడికలకు ప్రేమతో ఆహ్వానించుచున్నాము ఆహ్వానించువారు దైవ సేవకులు మరియు పరిశుద్ధులు బెరాకా ప్రార్థనా మందిరం బెరాకా నగర్ అద్దంకి సెల్ నెంబర్ 98482 25438.